ఈ ప్రపంచంలో అంతా తెలిసిన వాడు ఎవ్వడూ లేడు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు ఏ సమయంలో ఎలా ఉపయోగపడతారో మనం ఊహించలేము ఈ సందర్భాన్ని వివరించేందుకు రెండు చిన్న కథలు ఎన్నో ఏళ్లుగా ఒక ముని తపస్సు చేస్తూ ఉంటే ఒకరోజు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు నాయన నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి ఆ ముని ఆ ముని ప్రణామిల్లి స్వామి నాకు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం మొత్తం తెలుసుకోవాలి దానిని ప్రసాదించండి స్వామి అన్నాడు అప్పుడు బ్రహ్మ ఆయన నాకు తెలిసిందే సముద్రం ఒడ్డున ఇసుకరేనువంత నాకు తెలిసిన ఆ కొంత జ్ఞానాన్ని ఇవ్వమంటే నేను నీకు పంచి ఇవ్వగలను అని అన్నాడు ఇప్పుడు రెండవ కథ ఒకరోజు ఆఫీస్కి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి నది మీదుగా వెళ్తుండగా ఒక బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ ఉంటే నాలుగు చక్రాల్లో ఒక చక్రం యాక్సిడెంటల్గా నట్ బోల్స్ లూజ్ అయ్యి నదిలోకి వెళ్ళిపోయింది ఆ నట్ బోల్స్ కూడా దానితో పాటే వెళ్ళిపోయాయి సర్లే కదా ప్రాణమైనా మిగిలింది అనుకుని ఈ కారును తీసుకువెళ్ళాలంటే ఎట్లా అని చెప్పి తలపట్టు కూర్చున్నాడు అదనంగా ఇంకొక టైరు ఉంది కానీ నట్ బోల్స్ కూడా ఆ టైర్తో పాటు వెళ్ళిపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు ఇంతలో అటువైపుగా వెళుతున్న రైతుని అడగాల వద్దా సంశయిస్తూ ఉంటే ఆ రైతే తన దగ్గరికి వచ్చి బాబు ఏమిటి నాయన సమస్య అని అడిగాడు నేను ఇట్లా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటే అనుకోకుండా నాలుగు చక్రాల్లో ఒక చక్రం లూజ్ అయి నదిలో పడిపోయింది నట్ బోల్స్ కూడా దానివైపుగా వెళ్ళిపోయాయి దగ్గరలో ఏదన్నా గ్యారేజ్ ఉంటే చెప్పగలరు నా దగ్గర అదనంగా ఇంకొక టైర్ ఉంది కానీ నట్ బోల్స్ లేవు నట్ బోల్స్ కూడా ఆ నదిలో పడిపోయాయి ఇప్పుడు ఎట్లా దగ్గరలో ఏదైనా గ్యారేజీ ఉంటే చెప్పగలరు దానికి రైతు ఓ సింతేనా దీనిలో ఇంతగా ఆలోచించడానికి ఏముంది నాయనా మిగిలిన మూడు చక్రాల్లోంచి ఒక్కొక్క నట్ బోల్స్ తీసి ఆ అదనంగా ఉన్న టైర్ బిగించి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపో బాబు అన్నాడు సింపుల్గా క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి ఎవరు ఎలా ఉపయోగపడతారో మనం ఊహించలేం సో రెస్పెక్ట్ ఎవ్రీ వన్